బిగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి వల్ల మాకు కింద ముదురుపు అంత రసం పీల్చేసి నష్టం వస్తుంది నష్టం వచ్చిన తర్వాత ఆ ఒడ్లు తీసుకుపోయి మాకు అమ్మడానికి పోయినా మాకు అంత ధర వలకేదిగా ఈ సుడిదోమకు మేము ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేదు ఆ అనుభవంలో చింజంట కంపెనీ చెస్ వాడి చూశాను సుడిదోమను కంట్రోల్ చేసి అధిక దిగుబడి తెచ్చుకొని నేను మా గ్రామంలో నెంబర్ వన్ అనిపించుకున్నాను దోమ ఉన్నా లేకపోయినా చిన్న వారి చెస్సును వాడి దోమ కంట్రోల్ చేసుకున్నాం ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి